hi friends welcome to our channel ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి యాప్ అయితే తీసుకోవడం జరిగింది దీంట్లో ఎటువంటి ఇన్వెస్ట్ అయితే లేదు చాలా ఈజీ ఎండింగ్ అంటుంది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఓకే అండ్ అంతకన్నా ముందు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ మస్ట్ జాయిన్ అయితే అయిపోండి ఎందుకంటే మీకు ఆల్ పేమెంట్ ప్రూఫ్స్ ఎటువంటి డౌట్స్ నేను ఇక్కడ మెసేజ్ అయితే చేయొచ్చు అండ్ మీకు ఎటువంటి డౌట్స్ నేను క్లారిటీ అని మీకు ఇక్కడ ఇచ్చేస్తాను ఓకే మస్ట్ మస్ట్ మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోండి అప్డేట్స్ అనేవి నేను ఫస్ట్ ఫస్ట్గా అయితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను ఓకే ఇప్పుడు టాపిక్లోకి అయితే వచ్చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంది ఆ లింక్ ద్వారా వచ్చేసేయండి మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది సింపుల్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా దానిపై ట్యాప్ చేసి డౌన్లోడ్ ట్యాప్పై ట్యాప్ చేయండి అంతే ఫ్రెండ్స్ మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది ఓపెన్ చేసేసేయండి ఓకేనా ఇది అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది ఒక దీంట్లో ఈజీగా లూడో ఆడుతూ కూడా యాడ్ మేనేజ్ చేసుకోవచ్చు ఓకే మీకు బోనస్ వస్తుంది మీకు ఎటువంటి టెన్షన్ అయితే లేదు బోనస్తోనే అయితే ఆడుకోవచ్చు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి ఓకేనా అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అని ఇచ్చేసేయండి నేను నా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి నా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసాను అండ్ ఇప్పుడు ఓటీపీ అయితే ఇచ్చేద్దాం ఓకే అండ్ ఇక్కడ ఓటీపీ అనే వచ్చేసింది ఆల్రెడీ మనకి ఇప్పుడు ఓటీపీ అయితే ఎంటర్ చేసి జస్ట్ ఓకే బై టైప్ చేసి అయిపోతుంది ఓకే మనకు జస్ట్ సైన్ అప్ అవ్వగానే మనకు హండ్రెడ్ రూపీస్ బోనస్ అయితే వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్గా అయితే చూసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అయితే బోనస్ వస్తుంది ఓకే మనం ఈ బోనస్తోనే విన్నింగ్ అయి మీకు విన్ని విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ వచ్చేసి మీకు మీ రిఫరల్ లింక్ అని రిఫరల్ కోడ్ అని ఉంటుంది ఆ రిఫరల్ కోడ్ని అయితే మీకు ఎంటర్ చేయండి మీకు ఎక్స్ట్రా బోనస్ అనే వస్తుంది ఆ రిఫరల్ కోడ్ అయితే సైడ్లో అయితే మీకు కనిపిస్తుంది లేదంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు గేమ్ అయితే ఆడి చూపిస్తాను ఓకే లేదంటే ఒకసారి మీకు బోనస్ ఏమైనా వస్తుందా అనేసి మీకు ఒకసారి మళ్ళీ కూడా బ్యాక్ అని వచ్చేసేయండి ఓకే మీకు బోనస్ థర్టీ అన్న ట్యాప్ చేయండి లేదంటే రిఫల్ కూడా ఎంటర్ చేస్తే మీకు థర్టీ రూపీస్ అనే బోనస్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు థర్టీ రూపీస్ బోనస్ అయితే రావడం జరిగింది టోటల్గా వన్ థర్టీ రూపీస్ అయితే కావడం జరిగింది ఇప్పుడు ఈ వన్ థర్టీ రూపీస్తో మీరు ఇక్కడ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఓకేనా అవి ఏంటివని చూపిస్తాను ఇక్కడ చూసినట్లయితే మనకు క్లాసిక్ కావచ్చు అండ్ స్కోర్ బాసిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి స్కోర్ బేసిక్ అనేది మళ్ళీ ఇంకోటి ర్యాపిడ్ అనేసి ఈ గేమ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో మీరు ఏదైనా ఆడుకోవచ్చు ప్రైవేట్ అంటే మీ ఫ్రెండ్స్తో కూడా ఆడుకోవచ్చు ఇలా మీకు ఫోర్ టైప్స్ అయితే మీకు ఇక్కడ ఇక్కడ ఉండడం జరుగుతుంది ఓకేనా అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఏదైనా ఒక యాప్ గేమ్ని అయితే స్టార్ట్ చేసినట్లయితే ర్యాపిడ్గా అయితే మనం స్టార్ట్ చేద్దాం దాంట్లో ఇక్కడ టెన్ రూపీస్ అయితే బెట్టింగ్ అయితే వేస్తాం ఓకే ఇక్కడ చూసినట్లయితే ఈ గేమ్లో మీకు క్లియర్గా చెప్తున్నాను దీంట్లో అన్నీ అయితే మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకే జస్ట్ ఒక్కటైతే దాని హోమ్లోకి పంపిస్తే సరిపోతుంది మీరే విన్ అవుతారు ఓకేనా దీంట్లో మీరు ఏదైనా ఒక్కటే ఒక్కటి కైండ్ ఓకే దాన్ని అయితే మీరు లోపలికి అయితే పంపించాల్సి వస్తుంది ఓకే మీకు అందరికీ లూడో అయితే ఐడియా ఉంటుంది కదా దీంట్లో మీరు ఆ ఫోర్ కైన్స్ అయితే లోపలికి పంపించే అవసరం అయితే లేదు జస్ట్ ఒకటైతే పంపిస్తే సరిపోతుంది అంతే మీకు మీరు విన్ అవునట్లు ఓకే ఇది గేమ్ ప్లే అనేది దీంట్లో ఈజీగా అయితే తొందర అయితే అయిపోతుంది ఓకే ఈ గేమ్ అయితే విన్ అయినారంటే మీకు మీకు టెన్కి eight point and eighteen rupees అయితే రావడం జరుగుతుంది ఓకే ఇంత ఈజీగా అయితే ఈ గేమ్ ఉంటుంది అండ్ ఈ గేమ్లో మీకు విన్ అయిన అమౌంట్ని ఈజీగా విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఓకే ఆ విత్డ్రా గురించి కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఇక్కడ చూసినట్లయితే మీకు హోమ్ పేజీలోనే విత్తనాన్ని మీకు కనపడడం అయితే జరుగుతుంది ఓకేనా అది మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ విత్తనాన్ని ఒక సెక్షన్ అయితే మీకు కనపడుతుంది కదా ఇక చూడొచ్చు ఇక్కడ దానిపై ట్యాప్ చేసి ఇక్కడ మీ యూపీఐ అండ్ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైనా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు యూపీఐ అంటే యూపీఐ బ్యాంక్ అంటే బ్యాంక్ దీంట్లో మినిమం ఒక ఫిఫ్టీ రూపీస్ ఉన్నా కూడా మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు మీకు వచ్చిన బోనస్ బోనస్లో ఉంటుంది మీరు విన్ అయిన అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఓకే సింపుల్గా ఇక్కడ మీ యూపీఐ ఎంటర్ చేసి నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇది టోటల్గా ఈ గేమ్ గురించి అండ్ రిఫండ్ అయితే ఉంది ఏం లేదు ఇక్కడ రిఫండ్ ఉంది కదా దానిపై ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ రిఫైండ్ ఎయిర్లోకి అయితే తీసుకెళ్తుంది లేదంటే మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ రిఫైండ్ ఎయిర్లో వచ్చేసి జస్ట్ మీకు ట్వంటీ రూపీస్ వన్ ఫ్రెండ్కి ట్వంటీ రూపీస్ అండ్ మీ ఫ్రెండ్స్ ఒకేలా మనీ యాడ్ చేస్తే మీకు కొంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్ గేమ్ ప్లే అన్న కూడా కొంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఓకే ఈ విధంగా రిఫండ్ ఎయిర్ అనేది ఈ యాప్లో ఉంటుంది ఇలా రిఫర్ చేస్తూ కూడా మీరు ఎండ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఈజీగా అయితే ఎండ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ మస్ట్ జాయిన్ అయిపోండి చాలా గేవైస్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఓకే ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కామెంట్ అనేది చేసేయండి